గోపాల పోషకుడే వెంకటరమణ తండ్రి శోకనాథకుడి తదే తిరుమల రమణ వేదాల ఘోషలతో వెంకటరమణ తండ్రి మోసేటి పల్లకిపై తిరుమల రమణ సర్వాంగ సుందరుడే వెంకటరమణ తండ్రి సౌఖ్యదారవు నీవే తిరుమల రమణ അഭീഷ്ടവരദായക വെങ്കടരമണാ തന്ത്രി കലിയുഗ ദൈവ മുരാതിരുമലരമണ അന്നമയ കീർത്തനലേ വെങ്കടരമണാ തന്ത്രി മുതുടുംഗരമുലയാ തിരുമലരമണ భక్తి సామ్రాజ్యమునే వెంకటరమణ తండ్రి పాలించువాడవయా తిరుమల రమణ ముత్యాల నంబులతో వేకట రమణ తండ్రి జీవకోటికి పోషణ చేస్తు రమణ పచ్చని తోరణము వెంకటరమణ తండ్రి నిత్య కళ్యాణములే నిత్యము రమణ శ్రీదేవి భూదేవితో వెంకటరమణ తండ్రి కళ్యాణమూర్తి వయా తిరుమల రమణ భక్తి సాగరమందున వెంకటరమణ తండ్రి ముక్తి కెరటము నీవే తిరుమల రమణ నిను చూడవచ్చే నీ భక్తులు రమణాతన్వి గోవింద ఘోషలతో ముద్దులు రమణాతన్వి వెంకట రమణాతన్వి వెంకట రమణ తిరుమల తిరుపతి రమణ సంకట హరణాకరణ భక్తులను నీ తిరుమల రమణ